Hi guys so Kisan power దీని ముందు వీడియోలో నేను అన్బాక్సింగ్ hmm. చేశాను సో అన్బాక్సింగ్ వీడియోలో మనకి డెమో ఏదైతే వీడియో కటింగ్ ప్రాసెస్ అంతా మనం చేయలేదు సో దానికంటూ టైం కేటాయించుకొని ఈరోజు ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ oh, అంతా కలిసి మేము టైం టైంపాస్కి ఈ వీడియోని చేస్తున్నాము సో ఏది ప్రొఫెషనల్గా చేయలేదు కానీ బట్ uh, ఆ ప్లేట్ ఎవరైనా వర్క్ చే ఫస్ట్ టైం వర్క్ చేసే వాళ్ళైతే కొద్దిగా కేర్ తీసుకొని ఆ బ్లేడ్ ఏదైతే ఉందో సో ఈ బ్లేడ్ అయితే పెద్ద పెద్ద చెట్లని మంచి పెద్ద కాడల్ని కట్ చేస్తుంది సో నెక్స్ట్ బ్లాక్ని యూజ్ చేస్తాము అదైతే చిన్న చిన్న గ్రాస్ ఏదైతే ఉందో వాటిని క్లియర్గా కట్ చేస్తుంది అదైతే సింపుల్గా ఉన్న కూడా సూపర్ పవర్గా కనబడుతుంది ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్ అంతా క్లియర్ క్లియర్ చేస్తుంది అదైతే సో ఇంకోటి ల్యాండ్ రోలింగ్ ఏదైతే ఉందో అదే చిన్న మినీ ఇది దున్నడం లాంటి రోలర్ ఒకటి ఉంది దాన్ని మాత్రం మేము యూజ్ చేయలేదు జస్ట్ ఇవి వరకే రెండు యూజ్ చేసాము మధ్యలో కూడా బ్లాక్ దాంట్లో నుంచి స్ట్రిప్స్ లాగా వస్తాయి ఒక ప్లాస్టిక్ పైప్స్ అవి కట్ అయిపోయినాయి కానీ అక్కడే దాంట్లోనే కొద్దిగా కొద్దిగా అడిషనల్ ఏదైతే ఉంటుందో దాన్నే తీసి రిపేర్ చేసి చేయడం జరిగింది సో గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ కంటిన్యూగా చూడండి చాలరా కూర్చోలేదా ఈ పక్క ఏదో కూర్చో ఓహో ఇట్లా ఓకే కూడా వచ్చింది బయటికి అది ఎక్కువ రాలేదు కదా రా ఇంకో పెంచుకోవచ్చు ఇట్లా లాక్కోవచ్చు అంతే ఇదంతే చాలే అంతే వచ్చిందా చాలు చూసుకో ఇది ఎక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా ఏం కట్ చేసేది కట్ చేయకూడదు లోపల కట్ట తోసుకో సరిపోయింది చూడు సరిపోయింది